చేసాం ఆ, మేము ఎప్పుడో పన్నెండు గంటలు చేసినాం అజయ్ ఇంటికి బయలుదేరి తినేసి వచ్చే బయలుదేరిలో తినేసేసి బయలుదేరిపోయాం నా పెళ్ళి ఎటు ఇబ్బంది అలాగని చేసి కింద కట్టిపోయాం రమేష్ అయ్యో రమేష్ సరా తెలుసుకుంటారా చేరడిపోతున్నారు అగ్ని తిరుగుల జాతరలో చూడ ఉంటారు అలా ఉన్నారా ఆల్రెడీ ఇప్పుడే ఎంటర్ అయ్యాం మేకలున్నాయి మేకలు సరే బేరే బేరే అయితే మీ ఫోన్ తర్వాత ఫోటో తీసుకుని మా ఇద్దరు ఫోన్లు కూడా పోనీ సరా బట్టర్ నా ఫోన్ ఎట్టుకుంటా సరే హలో కొటేషన్ చూడు వాడి పదకొండు Yeah.